చనిపోయిన తల్లి కోసం బిడ్డ ఆరాటం బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను చూసి తన తల్లి అనుకొని బస్సు వెంబడి పరిగెత్తిన పిల్ల గుర్రం ఈ చిట్టి గుర్రం ఎప్పుడు తల్లి గుర్రంతోనే ఉండేది తల్లి చుట్టూ గెంతుతూ ఆడుకునేది ఇటీవల తల్లి గుర్రం మరణించడంతో ఈ చిట్టి గుర్రం తట్టుకోలేకపోయింది అప్పటి నుండి తల్లి కోసం వెతుకుతూ అల్లాడిపోయింది ఇలా చూస్తున్న చిట్టి గుర్రానికి ఓ బస్సుపై గుర్రపు బొమ్మ పోస్టర్ కనిపించింది దాన్ని చూసి అది అచ్చం తన తల్లిలాగే కనిపించడంతో తల్లి గుర్రం తిరిగి వచ్చిందని మురిసిపోయింది ఆ బస్సు వెంటే పరిగెత్తింది ఇది చూసిన అక్కడి స్థానికుల గుండె కలిచివేసింది దీంతో ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది ஆ, என்னன்னு தெரியல அதான் அந்த குதிரை இருக்கு பாரு ஆட்டோ ஆட்டோ இந்த குதிரைக்கான ஓடுது அது ஓகேவா அது ரொம்ப